గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ట్రాన్ వన్ అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకుందాం ఈ ట్రాన్ వన్ అప్లికేషన్ ఫైల్ చేయడం ద్వారా కలిగే ఉపయోగాలు ఏమిటి ఎవరు ఫైల్ చేయాలి ఇప్పుడు జిఎస్టీలో రిజిస్ట్రేషన్ వాళ్ళలో చాలా మంది కూడా ఇంతకుముందు ఏదో ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద అంటే వ్యాట్ గానీ సర్వీస్ ట్యాక్స్ లేదా సెంట్రల్ ఎక్సైజ్ లాంటి వాటిలో రిజిస్టర్ అయిన వాళ్ళు వీళ్లకు జూన్ నెలాఖరు వరకు అంటే జిఎస్టీ రావడానికంటే ముందు రోజు వరకు మిగిలిపోయిన క్రెడిట్స్ ఏమైనా ఉంటే వాటిని జిఎస్టీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం వాళ్ళకి సంబంధించి జిఎస్టీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ట్రాన్ వన్ అన్న అప్లికేషన్ ఉపయోగపడుతుంది సో అంటే section one forty one of CGST లేదా హెచ్జిఎస్టీ యాక్ట్ ప్రకారము thirty six two thousand seventeen కంటే నాటికి మిగిలిన వ్యాట్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ వాటికి సంబంధించిన క్రెడిట్స్ని జిఎస్టీలోకి మార్చుకోవచ్చు ఎలా మారుతుంది సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ ఉన్న కింద ఉన్న క్రెడిట్ సిజిఎస్టీ కింద అలాగే వ్యాట్ కింద ఉన్న క్రెడిట్ హెచ్జిఎస్టీ కింద కన్వర్ట్ అవుతుంది అలాగే క్యాపిటల్ గూడ్స్లో ఏదైనా క్రెడిట్ మిగిలి ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఎక్సైజ్లో ఉన్న ఎస్ఎస్సీ కానీ సర్వీస్ ట్యాక్స్లో ఉన్న ఎస్ఎస్సీ కానీ ఏదైనా క్యాపిటల్ గూడ్స్ తెప్పించుకుంటే ఏప్రిల్ తర్వాత అప్పుడున్న సెడ్వాట్ ప్రొవిజన్స్ ప్రకారం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవచ్చు సో ఆ విధంగా ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా ఈ ట్రాన్ వన్ అప్లికేషన్ ఫైల్ చేయడం ద్వారా రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా తీసుకోవచ్చు సో ఇక మూడవది section one forty three of CGST or SGST act ఇది ఏంటంటే ప్రీవియస్ ట్యాక్స్ రెజిమ్లో అంటే సెంట్రల్ ఎక్సైజు సర్వీస్ ట్యాక్స్ లేదా వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ అవసరం లేని వాళ్ళు కొంతమంది ఉండుంటారు వాళ్ళు ఇప్పుడు జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తే లేదా అప్పుడు ఎగ్జామ్టెడ్ గూడ్స్ తయారు చేసేసి లేదా ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేసి ఇప్పుడు జిఎస్టీ కింద ట్యాక్స్ కట్టాల్సి వస్తే అలాంటి వాళ్ళు క్రెడిట్ తీసుకోకుండా మిగిలి ఉన్న ఇన్పుట్స్ కానీ ఫస్ట్ జూలై నాటికి లేదా సెమీ ఫినిష్డ్ గూడ్స్ కానీ ఫినిష్డ్ స్టాక్ కానీ ఏమన్నా ఉంటే వాటిలో సంబంధించిన ఇన్పుట్స్ కానీ వీటన్నిటిని ఈ ట్రాన్ వన్ ఫైల్ చేయడం ద్వారా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ట్రాన్ వన్ ఎలా ఫైల్ చేయాలో చూద్దాం ముందుగా జిఎస్టీ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వటం ద్వారా మీ అకౌంట్లోకి లాగిన్ కండి ఇప్పుడు సర్వీసెస్ మీద క్లిక్ చేసేసేయండి ఇందులో రిటర్న్స్ ఈ రిటర్న్స్లో ట్రాన్జిషనల్ ఫామ్స్ ఇది ట్రాన్ వన్ ఈ ట్రాన్ వన్ రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా ఇందాక నేను చెప్పిన క్రెడిట్స్ అన్నీ కూడా మీ అకౌంట్లోకి జిఎస్టీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ముందుగా ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ ట్రాన్ వన్ రిటర్న్ రావాలంటే మీకు సక్సెస్ఫుల్ కావాలంటే ఇంతకు ముందు సిక్స్ మంత్స్ సంబంధించేసి మీరు అన్ని రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలంటే అంటే మినిమం జనవరి నుంచి జూన్ వరకు మీరు వ్యాట్ ఉంటే వ్యాట్ సెంట్రల్ ఎక్సైజ్ ఉంటే సెంట్రల్ ఎక్సైజ్ లేకపోతే సర్వీస్ ట్యాక్స్ ఉంటే సర్వీస్ ట్యాక్స్ అంటే ఆ పీరియడ్ కవర్ అయ్యే వరకు రిటర్న్స్ ఖచ్చితంగా ఫైల్ చేసి ఉండాలి సో ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫైల్ చేసి ఉంటే ఫైల్ చేసి ఉంటే మాత్రం వస్తుంది ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క టైల్ amount of tax credit carried forward five A five ఈ ఫైవ్ సి ఇందులో మీకు వచ్చే డీటెయిల్స్ ఏంటంటే ఒకటి సెంట్రల్ ట్యాక్స్ కింద ఉన్నది అంటే సెంట్రల్ ఎక్సైజ్ కానీ సర్వీస్ ట్యాక్స్ కింద కానీ ఇంత ముందు ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాలెన్స్ రేటు అలాగే స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నది ఇవి స్టాట్యుటరీ ఫార్మ్స్ అంటే ఇది నేను తర్వాత చూపిస్తాను సెంట్రల్ ట్యాక్స్ ఉన్న వాళ్ళ కింద ఉన్న చూపిస్తాను ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ డీటెయిల్స్ ఇక్కడ registration number under existing law central excise and service tax మీకు ప్రీవియస్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ వేయండి అలాగే tax period to which last return filed under the existing law పార్టన్స్ అంటే ఏ పీరియడ్కి వేశారు లాస్ట్ది జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇది సెలెక్ట్ చేసుకోండి అలాగే ఫైలింగ్ రిటర్న్ డేట్ బ్యాలెన్స్ ఇన్వైడ్ credit carried forward in the said last return ఎంత క్రెడిట్ ఉంటే అది వేయండి అలాగే మీకు ట్రాన్జిషన్స్ ప్రొవిజన్స్ రూల్స్ ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వన్ ల్యాక్ ఉందనుకోండి కానీ మీకు జిఎస్టీ యాక్ట్ ప్రకారం అందులో ఎయిటీ థౌజండ్ ఎలిజిబిలిటీ ఉందనుకోండి సో ఎయిటీ థౌజండ్ వేయండి లేదా వన్ ల్యాక్ ఎలిజిబిలిటీ ఉంటే వన్ ల్యాక్ వేసేసేయండి తర్వాత దీన్ని సేవ్ చేయండి ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి నేను ఫిల్ చేయలేదు కాబట్టి చూపిస్తుంది మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఈ ఎర్రర్ అనేది రాదు మీకు సో నెక్స్ట్ మీరు సేవ్ చేసిన తర్వాత ఇందులో సెకండ్ పార్ట్ అంటే ఇప్పుడు మనం సెంట్రల్ ట్యాక్స్ వేసాము ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ ఇది కూడా అంతే యాడ్ డీటెయిల్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అంటే ట్యాక్స్ వ్యాట్ ప్రకారం దీంట్లో మీకు క్రెడిట్ ఉంటే దాంతో పాటు వ్యాట్ క్రెడిట్తో పాటు ఎంట్రీ ట్యాక్స్ ఏమైనా మీరు పే చేసి అది బ్యాలెన్స్ ఉంటే అది కూడా ఇక్కడ వేసుకోవచ్చు అలాగే మీకు రావాల్సిన సి ఫామ్స్ ఏమైనా ఉండుంటే దానికి సంబంధించిన వాల్యూ అలాగే దానికి సంబంధించిన ట్యాక్స్ అలాగే ఎఫ్ ఫామ్స్ అని పెండింగ్ ఉంటే దానికి సంబంధించిన వాల్యూ టర్న్ ఓవరు దానికి సంబంధించిన ట్యాక్స్ సో ఇది వీటికి సంబంధించిన ట్యాక్స్ ఎంత ఉందో అంటే సి ఫామ్స్ ఎఫ్ ఫామ్స్ సంబంధించిన ట్యాక్స్ రివర్స్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీకు సి ఫామ్స్ ఎఫ్ ఫామ్స్ రాలేదు కాబట్టి సో వాటికి సంబంధించిన ట్యాక్స్ని మీరు రివర్స్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఇక్కడ వేసిన వాల్యూ అంటే ట్యాక్స్ వాల్యూ ఇక్కడ వేసిన ట్యాక్స్ అమౌంట్ రెండు టోటల్ చేస్తే ఇక్కడ వేయచ్చు అలాగే హెచ్ కానీ ఎఫ్ కానీ ఐ కానీ ఫామ్స్ కానీ పెండింగ్ ఉంటే అవి దానికి సంబంధించిన డిఫరెంట్ ట్యాక్స్ ఇక్కడ సో మీకు పెండింగ్ ఉన్న ఫామ్స్ తీసివేస్తే అంటే ఇందులో వేసిన దాని తర్వాత మీకు పెండింగ్ ఉన్నాయన్నీ తీసివేస్తే రిమైనింగ్ క్రెడిట్ అయితే ఎంత అవుతుందో ఇక్కడ వస్తుంది సో అలాగే ఇది అయిపోగానే ఇది కూడా సేవ్ చేస్తారు నెక్స్ట్ స్టాట్యూర్ ఫామ్స్ ఇది నేను మీకు ఎగ్జాంపుల్ కోసం వేసాను ఇట్లా ఇది కూడా ఇవి యాక్చువల్గా one four two thousand fifteen నుంచి thirty six two thousand seventeen వరకు మీరు రిసీవ్ చేసుకున్న ఎఫ్ ఫామ్స్ సి ఫామ్స్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వేయాల్సి వస్తుంది సో ఇక్కడ టిన్ ఆఫ్ ఇష్యూర్ మీకు ఎవరైతే పంపించారో వాళ్ళది వాళ్ళ name serial number of form F ఉంటే ఎఫ్ సి ఉంటే సి అలాగే అమౌంట్ వ్యాట్ రేటు సో ఇవన్నీ వేయాల్సి వస్తుంది సో దీంతో పార్ట్ ఫైవ్ కంప్లీట్ అవుతుంది సో ఈ ఫైవ్ ఏ బీసీ అనేది మూడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ సిక్స్ ఇదేంటి నేను ఇందా చెప్పినట్టుగా సెక్షన్ వన్ ఫార్టీ సబ్సెక్షన్ టూలో దాని ప్రకారం ఏమన్నా క్యాపిటల్ గూడ్స్ సంబంధించి తీసుకోవాల్సిన క్రెడిట్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ వస్తుంది దీని మీద కర్సరం మూవ్ చేయగానే details of capital goods for which unavailed credit has not been carried forward so ఇది క్లిక్ చేయండి ఇది కూడా అంతే సెంట్రల్ ట్యాక్స్ ఉంటే సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ ఉంటే స్టేట్ ట్యాక్స్ యాడ్ డీటెయిల్స్ ఇక్కడ మీ ఇన్వాయిస్ వైజ్గా డీటెయిల్స్ యూజ్ చేసేసి క్రెడిట్ తీసుకోవచ్చు అంటే invoice number invoice date supply registration number under existing law అంటే ఇప్పుడు మీరు సెంట్రల్ ట్యాక్స్ వేస్తున్నాం కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్ ఉంటే central excise so service tax ఉంటే సర్వీస్ ట్యాక్స్ వాళ్ళవి మీ సప్లైర్ది మోస్ట్లీ సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది ఇది క్యాపిటల్ గుడ్స్ సప్లై కాబట్టి అలాగే recipient and registered number under existing law అంటే మీది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి దాని వాల్యూ ఎంత ట్యాక్సెస్ ఎంత పే చేశారు ఇది ఎడ్యుకేషన్ ఎక్సైజ్ డ్యూటీకి సిబిటీకి సంబంధించింది మీకు ఇంకా డౌట్ వస్తే ఇక్కడ ఈ ఐ అన్న దాని మీద ఇన్ఫర్మేషన్ ఇది ఇన్ఫో ఇక్కడ కర్సర్ మూవ్ చేస్తే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి details of capital goods on which credit has been partially availed so అలాగే ఇది SCID details of capital goods on which credit has been partially availed దానికి సంబంధించిన SCID total eligible cenvat credit under existing law total cenvat credit availed under existing law so అంటే మొత్తము ఎలిజిబిలిటీ ఎంత ఉంది మీరు ఎర్లియర్ ఎంత తీసుకున్నారు ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంది so one lakh credit eligibility ఉంది అనుకోండి మీకు ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అలాగే ఇది కూడా సేవ్ చేయండి మీరు ప్రతి ఒక్క టైల్ కూడా సేవ్ చేస్తుండాలి ప్రతి ఒక్క పార్ట్ కూడా సేవ్ చేస్తుండాలి అప్పుడు మాత్రమే డేటా మిస్ కాకుండా ఉంటుంది అలాగే సేమ్ స్టేట్ ట్యాక్స్లో ఉన్న వాళ్ళు కూడా సెంట్రల్ ట్యాక్స్ అంటే అర్లియర్ సెంట్రల్ ఎక్సైజ్ కింద ఉన్నవాళ్ళు లేదా సర్వీస్ ట్యాక్స్ కింద ఉన్నవాళ్ళు ఇది స్టేట్ ట్యాక్స్ అంటే అర్లియర్ వ్యాట్ కింద ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మిగిలిపోయిన మొత్తం కూడా స్టేట్ ట్యాక్స్ కింద అంటే ఎడ్జిస్టీ కింద కిందకి వస్తుంది అలాగే సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ కింద ఉన్న వాళ్ళకి ఆ మిగిలిపోయిన క్రెడిట్ లేదా బ్యాలెన్స్ క్రెడిట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ ట్యాక్స్ కిందకు వస్తుంది కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ అన్నారు ఇందులో కూడా అంతే మీరు ఆ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఇది కూడా సేవ్ చేసేసేయండి సో నేను ఫిల్ చేయలేదు కాబట్టి ఇందా చెప్పినట్టుగా ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఇది సెవెన్ టైల్ నెంబర్ సెవెన్ అంటే seven A seven B seven C seven D ఇవి details of the inputs held in stock so మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా section one forty sub section three దాని ప్రకారం ఇది seven A duties and taxes on inputs seven B eligible duties and taxes or VAT enter tax VAT and enter tax paid stock of goods ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి చూద్దాం first seven eight duties and taxes on inputs add details మీకు ఆ రోజుకున్న ఇన్పుట్స్ తాలూకు ఇవి inputs held in stock HSN details unit అంటే అవి కేజీసా నెంబర్సా లేకపోతే ఏంటి టన్స్ ఉంటే టన్స్ అవి క్వాంటిటీ అలాగే వాల్యూ మీరు పే చేసిన డ్యూటీ తాలూకు వివరాలు duty paid invoice available yes అలాగే టైప్ ఆఫ్ గూడ్స్ ఇన్పుట్సా సెమీ ఫినిష్ గుడ్సా ఫినిష్ గూడ్స్ ఇది సెలెక్ట్ చేసుకోండి అలాగే మళ్ళీ సేవ్ చేయండి నెక్స్ట్ సెవెన్ బి ఇప్పుడు సెవెన్ బి చూ ఏంటి సెవెన్ బి ఇది గూడ్స్ ఇన్ ట్రాన్జిట్ ఉంటే అంటే మీరు ఆల్రెడీ డ్యూటీ మీరు తీసుకున్న ఇన్పుట్స్ మీద డ్యూటీ కానీ ట్యాక్సెస్ కానీ జూలై ఫస్ట్ కంటే ముందు పే చేశారు కానీ ఇవి ఇన్పుట్స్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ ఇవి మాత్రం జూలై ఫస్ట్ తర్వాత వచ్చినవి సో అలాంటి వాటికి సంబంధించిన క్రెడిట్స్ కూడా అంటే మీరు జూలై ఫస్ట్ తర్వాత వచ్చినాయి కాబట్టి నార్మల్గా వాటిని న్యాచురల్గానే జూన్ థర్టీ ఎత్తుకు ఫైల్ చేసిన రిటర్న్లో దానికి సంబంధించి క్రెడిట్ తీసుకొని ఉండరు కాబట్టి అలాంటి పర్టికులర్స్ వాటికి సంబంధించి క్రెడిట్ని ఇక్కడ తీసుకోవచ్చు ఈ ఫామ్ అంటే ఇది ఫిల్ చేయటం ద్వారా registration number of supplier invoice number invoice date so ఇవి ఫిల్ చేయటం ద్వారా ఆ డీటెయిల్స్ తీసుకోవచ్చు కానీ దీనికి ఒక కండిషన్ ఉంది ఏంటంటే ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్ మీకు మ్యాక్సిమం థర్టీ డేస్ లోపల అంటే జూలై ముప్పై తారీఖు లోపల మీ బుక్ ఆఫ్ ఎంట్రీలో రిజిస్టర్ చేసుకుని ఉండాలి అంటే రికార్డ్ చేసి ఉండాలి సో అప్పుడు మాత్రమే దీనికి సంబంధించి క్రెడిట్ తీసుకోవచ్చు ఇది వ్యాట్ అండ్ ఎంటర్ ట్యాక్స్కి సంబంధించింది అంటే వ్యాట్ ఎంట్రీ ట్యాక్స్ సంబంధించిన క్రెడిట్స్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే సో ఆ డీటెయిల్స్ని అంటే inputs in stock inputs content in semi finished goods or finished goods same ఇందాక సెవెన్ ఏలో ఉంది సెంట్రల్ ఎక్స్కి సంబంధించింది అంటే సెంట్రల్ ట్యాక్స్ సంబంధించింది ఇది వ్యాట్కి సంబంధించింది ఇది కూడా అంతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక సెవెన్ డి అనేది మాత్రము ఎప్పుడు వస్తుందంటే కొన్ని చోట్ల కొన్ని స్టేట్స్లో వ్యాట్ సింగిల్ పాయింట్లో ఉంటుంది సో ఇది మల్టీ పాయింట్ మన స్టేట్స్లో అంటే ఆంధ్రాలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఈ మల్టీ పాయింట్ ట్యాక్స్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క స్టేజ్లో కూడా సేల్ జరిగిన ప్రతిసారి కూడా వ్యాట్ ఉంటుంది సో అలాంటి వాటికి కాకుండా సింగిల్ పాయింట్లో ట్యాక్స్ వ్యాట్ ఉన్న వాటికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అలాగే eight details of transfer of ఇన్వెటెడ్ for registered persons having centralised registrations earlier service tax కింద సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ ఉండేది అంటే కంట్రీ మొత్తం మీద ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎన్ని స్టేట్స్లో ఆపరేషన్స్ జరిగినా సరే సో వాళ్ళ అవసరాన్ని బట్టి ఒకటే సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ తీసుకునేవాళ్ళు ఆ విధంగా సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే దానికి సంబంధించిన క్రెడిట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఈ నెంబర్ ఎయిట్ ఫిల్ చేయటం ద్వారా ఆ మిగిలిపోయిన క్రెడిట్స్ని డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్కి అంటే ఒక్కొక్క స్టేట్లో ఒకటే ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చొప్పున ఉంటే ఒకటే ప్యాన్ నెంబర్తో ఉండాలి డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ స్టేట్ వైజ్గా ఉంటుంటే అలాంటి వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ టైల్ ఎయిట్ అనేది దానికి సంబంధించింది ఇంకా టైల్ నైన్ అనేది జాబ్ వర్క్ సంబంధించింది ఇది సెంట్ యాజ్ ప్రిన్సిపల్ అంటే మీరు ప్రిన్సిపల్గా మీరు జాబ్ వర్క్ ఏమైనా గూడ్స్ పంపించి ఉంటే అంటే జూలై ఫస్ట్ కంటే ముందు ఆ పర్టికులర్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి details details of goods sent as principal to the job worker under section one forty one ఇది details of goods with job work దానికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ నెంబర్ డిస్క్రిప్షను ఇలాంటి పర్టికులర్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది టెన్ ఏ టెన్ బి అనేది ఇది ఈ సెక్షను ఎస్జిఎస్టీ యాక్ట్ సంబంధించింది ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్లో ప్రిన్సిపల్ తరపున కోర్స్ ఏదైనా ఏజెంట్ దగ్గర ఉన్నప్పుడు లేదా ఏజెంట్ దగ్గర ఉన్న కోర్సు సంబంధించి కానీ క్రెడిట్ తీసుకోవాలంటే ఈ టైల్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది one forty two eleven C అంటే జిఎస్టీ కంటే ముందు ఏదైనా అగ్రిమెంట్ ప్రకారం కానీ కాంట్రాక్ట్ ప్రకారం కానీ వ్యాటు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ రెండు కట్టుండేసి దానికి సంబంధించిన సప్లై ఫస్ట్ జూలై తర్వాత చేసి ఉండేసి దానికి జిఎస్టీ అప్లికబుల్ అయ్యేటట్టయితే అంతకుముందు కట్టిన వ్యాట్ని కానీ లేదా సర్వీస్ ట్యాక్స్ కానీ క్రెడిట్ తీసుకోవచ్చు సో ఈ పర్టికులర్ స్పిల్ చేయడం ద్వారా registration number of VAT service tax registration number అప్పుడు invoice number invoice document date tax paid service tax paid so ఇది వ్యాట్ పేడు ట్యాక్స్ పేడ్ అంటే వాల్యూ యాడ్ ట్యాక్స్ సో ఈ టైల్ ఫిల్ చేయడం ద్వారా ఈ క్రెడిట్ని వెనక్కి తీసుకోవచ్చు ఇక ఇది అప్రూవల్ బేసిస్లో లాస్ట్ సిక్స్ మంత్స్లో ఏమైనా పంపించుకుంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో అంటే జిఎస్టీ అపాయింటెడ్ డేట్ కంటే ముందు సో లాస్ట్ సిక్స్ మంత్స్లో ఏమైనా పంపించుంటే వాటి తాలూకు పర్టికులర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ టైల్లో ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని పర్టికులర్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు వచ్చిన క్రెడిట్స్ మొత్తం కూడా అంటే ట్రాన్స్ఫర్ అయిన క్రెడిట్స్ మొత్తం కూడా మీ క్రెడిట్ లెడ్జర్లో కనబడుతుంది సో ఒకసారి అవి ఎన్షూర్ చూసుకొని కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటే మీకు ట్రాన్ వన్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టే